welcome to TV four twenty morning debate నేను మీ అభిమాన జర్నలిస్ట్ సూర్యకాంత్ భద్రగిరిలో ఇది జరగడం అనేది చాలా అన్యాయం ఇదంతా రూలింగ్ పార్టీ నిర్లక్ష్యం వల్ల జరుగుతోందని అంటాను నా కోపం తెప్పించకండి బూతులు వస్తాయి oh, మన టీవీ ఫోర్ ట్వంటీలో సంస్కారవంతమైన బూతులు వాడే సౌకర్యం ఉంది మన చర్చలో కిక్ బాగుంది నా పోరాటానికి టైం ఇవ్వటం లేదు అంటే కళాకారులంటే మీకు లోకువా హీనమా గాడు మగాడు ఎప్పుడు మృగమే కింద ప్రజలు చూస్తున్నారు పైన దేవుడున్నాడు లేడు దేవుడు లేడు ఉంటే పిలిపించండి మీరు దేవుణ్ణి చూపించమంటున్నారు నేను చూపిస్తా ఇది మన ప్రజలు తెలుసుకోవాలి కామన్ మ్యాన్ దేవుణ్ణి చూపిస్తా అంటున్నారు